ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందుపాడులో దారుణం ఇరవై ఐదు వేలు ఇవ్వాలని కోల్డ్ స్టోరేజ్ యజమానిని డిమాండ్ చేసిన హిజ్రాల్ దాడిలో పాల్గొన్న ఇరవై ఐదు మంది హిజ్రాల్ హిజ్రాల దాడిలో సిబ్బందికి తీవ్ర గాయాలు దసరా మామూళ్ల పేరుతో రెచ్చిపోయిన హిజ్రాల్ సీసీటీవీలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు పోయింది వెంకటేశ్వరరావు గారు దగ్గర పోయింది కావడానికి వీళ్ళు అసలు వీళ్ళు బత్తల బయటల్లోనే ఉన్నారు వీళ్ళు అందరూ అది ఇంకా దారుణం ఇంకా దారుణం చూడు వెంకటేశ్వరరావు రామకరా వాళ్ళు お前がね、なか、なんか、グルーなんかでしょ。